నమస్తే మిత్రులారా ఐఐటి బాంబే వారి సిడి తరపున ఈ ట్యుటోరియల్ కి స్వాగతం ఈ ట్యుటోరియల్ తో మీరు స్టూడియో సాఫ్ట్వేర్ లో నైపుణ్యం సంపాదించవచ్చు ఈ ట్యుటోరియల్ మీకు అతి సులువుగా స్టూడియో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది మనం ఏ విషయాన్నైనా చిత్రాల సహాయంతో సులువుగా అర్థమయ్యే రీతిలో చెప్పడం ద్వారా చాలా త్వరగా నేర్చుకోవచ్చు ఆడియో మరియు వీడియో ప్రదర్శనల ద్వారా మనం విషయాలను అతి స్పష్టంగా తెలుసుకోవచ్చు స్టూడియో ఒక స్క్రీన్ రికార్డింగ్ చేసే సాఫ్ట్వేర్ అంటే మనం స్క్రీన్ మీద చేసే అన్ని పనులను రికార్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ ప్లే చేసుకొని చూసుకునేందుకు ఉపయోగపడుతుంది స్టూడియో ద్వారా ఒక కొత్త సాఫ్ట్వేర్ ను ఎలా వాడాలి దాని ఉపయోగాలు ఏంటి అని చూపించవచ్చు స్కూల్స్ కాలేజెస్ కోసం ఆడియో వీడియో ట్యుటోరియల్స్ ను కూడా తయారు చేయవచ్చు ఒక వ్యక్తికి ట్రైనింగ్ ఇవ్వడానికి వాడే వీడియోలను తయారు చేయవచ్చు ఒక పనిని ఎలా చేయాలో కూడా చూపించవచ్చు AVI ఫైల్స్ ను ఫ్లాష్ ఫైల్ గా కూడా మార్చవచ్చు ఈ చిన్న సాఫ్ట్వేర్ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి క్యామ్ స్టూడియోస్ ని మైక్రోసాఫ్ట్ వారి Windows ninety five ninety eight ME NT four point zero two thousand మరియు ఎక్స్పీ లో వాడవచ్చు ఈ సాఫ్ట్వేర్ ను వాడటానికి మీ కంప్యూటర్ లో four hundred mega megahertz processor sixty four MB RAM hard disk లో ఇన్స్టాల్ చేయడానికి ఫోర్ ఎంబీ స్పేస్ ఉంటే చాలు స్టూడియో ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే మీరు ఇంటర్నెట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు wwwcamstudioorg అనే సైట్ ఓపెన్ చేయండి కిందకి స్క్రోల్ చేసి డౌన్లోడ్ అన్న లింక్ మీద క్లిక్ చేయండి అక్కడ ఇచ్చిన సూచనలు పాటించి ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టూడియో ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేస్తే చాలు అప్పుడు స్టూడియో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఆ విండోస్ బాక్స్ మీద మెయిన్ మెనూ కనిపిస్తుంది ఫైల్స్ లో రికార్డ్ స్టాప్ పాస్ ఎగ్జిట్ అని 4 ఆప్షన్లు కనిపిస్తాయి ఇవే కాక వీటికి సంబంధించిన బటన్స్ కూడా కనిపిస్తాయి రికార్డ్ చేయడానికి ఎరుపు రంగు బటన్ పాస్ చేయడానికి నలుపు రంగు బటన్ రికార్డ్ ఆపటానికి నీలిరంగు బటన్లను వాడతాము అయితే రికార్డ్ చేసే ముందు మనం ఎంత ఏరియాలో రికార్డ్ చేయాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి దాని కోసం రీజియన్ లోకి వెళ్తే మూడు ఆప్షన్లు వస్తాయి అందులో రీజియన్ ను ఎంచుకొని రికార్డ్ పైన క్లిక్ చేస్తే అప్పుడు ఒక రెక్టాంగులర్ షేప్ లో మనకు కావలసిన ఏరియాను సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఏరియా లోనే రికార్డింగ్ జరుగుతుంది తర్వాత ఫిక్స్డ్ రీజియన్ ను ఉపయోగించి మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాని పిక్సెల్ లో చెప్పవచ్చు ఫుల్ స్క్రీన్ ఉపయోగించి కంప్యూటర్ స్క్రీన్ మొత్తం రికార్డ్ చేసుకునేందుకు వాడుకోవచ్చు CamStudio లో ఎనేబుల్ ఆటో పాన్ అనే ప్రత్యేక సౌకర్యం ఉంది ఈ ఆప్షన్ ను ఎంచుకుంటే కర్సర్ పనిచేసే ప్రతి ఏరియా రికార్డ్ అవుతుంది దీనివల్ల మనం ఎక్కువగా పనిచేసే రీజియన్ ని రికార్డింగ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ పాన్ స్పీడ్ కూడా మార్చుకోవచ్చు ఆప్షన్స్ కింద వీడియో ఆప్షన్స్ అనే ఒక సౌకర్యం ఉంది ఇందులో మనం చేస్తున్న వీడియో ఫైల్ సైజ్ చిన్నగా ఉండడానికి సరిపడే కంప్రెసర్ను ఎంచుకోవచ్చు ఇందులో సామాన్యంగా మైక్రోసాఫ్ట్ వీడియో వన్ అనే కంప్రెసర్ ఉంటుంది మనకు కావలసిన కంప్రెసర్ కూడా ఈ డ్రాప్ బాక్స్ నుంచి ఎంచుకోవచ్చు అంతేకాక మన అవసరానికి తగిన కోడెక్స్ ఇంటర్నెట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియో ఆప్షన్స్ ఉపయోగం ఏంటంటే మనకు కావలసిన వీడియో ఫైల్స్ తగిన ఫైల్ సైజ్ క్వాలిటీ మరియు ఫ్రేమ్ రేట్లను సెట్ చేసుకోవచ్చు దీని ద్వారా చాలా రికార్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కీ ఫ్రేమ్స్ క్యాప్చర్ ఫ్రేమ్స్ మరియు ప్లేబ్యాక్ రేట్ యొక్క వ్యాల్యూలను సెట్ చేయడానికి మొదటగా ఆటో అడ్జస్ట్ బటన్ను తీసివేయండి ఇప్పుడు మన అవసరానికి తగిన వ్యాల్యూలను సెట్ చేసుకోవచ్చు ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను మైక్రోసాఫ్ట్ వీడియో వన్ కంప్రెసర్ ని వాడుతున్నాను కీ ఫ్రేమ్స్ ని 5 కి క్యాప్చర్ ఫ్రేమ్స్ ని 200 కి ప్లేబ్యాక్ రేట్ ని 5 కి సెట్ చేస్తున్నాను అంతేకాక క్వాలిటీని 50 కి తగ్గిస్తున్నాను నేను ఈ వాల్యూలను నా స్వంతంగా మారుస్తూ నా ఫైల్ యొక్క సైజు క్వాలిటీకి సరిపడేట్టుగా ఈ వాల్యూలను కనుక్కున్నాను మన వీడియో చూసేవారు మనం స్క్రీన్ లో ఏ ఏరియాలో పని చేస్తున్నామో అది వారు గమనించే విధంగా మనం కర్సర్ ఆప్షన్స్ ని మలచుకోవచ్చు ఆప్షన్స్ కింద కర్సర్ ఆప్షన్స్ ను క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది అందులో హైడ్ కర్సర్ అని మనం వీడియోలో కర్సర్ కనిపించకుండా చేసే ఆప్షన్ ఉంది సామాన్యంగా ఇది షో కర్సర్ అని ఉంటుంది ఇందులో మూడు రకాల కర్సర్లు ఉన్నాయి actual cursor custom cursor drop box నుంచి ఎంచుకోవచ్చు లేదా మీ కంప్యూటర్ లో ఉన్న కర్సర్ ఫోల్డర్ నుండి మీకు కావలసిన కర్సర్ కూడా లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా కర్సర్ కింద ఏరియా ఇది క్లిక్ చేసి హైలైట్ కూడా చేసుకోవచ్చు దాని షేప్ సైజు కలర్ కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు ఓకే అని క్లిక్ చేయండి ఇది వాడితే మీ కర్సర్ మారదు కానీ రికార్డ్ అయిన వీడియోలో కస్టమ్ హైలైట్ ఉన్న కర్సర్ కనిపిస్తుంది నేను మీకు ఇది చేసి చూపిస్తాను సామాన్యంగా స్టూడియో ఆడియోని రికార్డ్ చేయదు మీరు మైక్రోఫోన్ ఉపయోగించి ఆడియో రికార్డ్ చేయవచ్చు ఆడియో వీడియో ట్యూటోరియల్స్ చేయడానికి ఈ ఆప్షన్ ను క్లిక్ చేసి వాడవచ్చు ఈ ఆప్షన్ వాడటానికి మైక్రోఫోన్ ఉంటే చాలు మీ కంప్యూటర్ కి ఉన్న స్పీకర్స్ తో కూడా ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ ను వాడి రికార్డ్ చేయవచ్చు ఇవి కాక ప్రోగ్రామ్ ఆప్షన్స్ అని వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి వాటికి సబ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ ఆప్షన్స్ తో మనం రికార్డ్ చేసేటప్పుడు స్టూడియో ఎలా ఉండాలో నిర్ణయించవచ్చు సహజంగా minimize program on start recording అని ఉండేటట్టు చూడండి ఇది CamStudio ను క్రింద ఉన్న రైట్ హ్యాండ్ కార్నర్ లో దాచేస్తుంది ప్రస్తుతం ఇక్కడ మీకు రెండు స్టూడియో ఐకాన్లు కనిపిస్తున్నాయి ఎందుకంటే నేను నా స్టూడియో ఉపయోగించి ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేస్తున్నాను కనుక ఈ రికార్డ్ టు ఫ్లాష్ ఆప్షన్లో మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ కీబోర్డ్ షార్ట్కట్ ఆప్షన్స్ ని రికార్డ్ పాస్ స్టాప్ వంటి వాటికి కీస్ ను సెట్ చేయడానికి వాడవచ్చు నేను చెప్పినవన్నీ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను అయితే ఆడియో వీడియో ట్యూటోరియల్స్ చేయడానికి మీ స్వంత వీడియో రికార్డింగ్ లకి ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకోండి మీరు బేసిక్స్ బేసిక్స్లో నైపుణ్యం సంపాదించిన తర్వాత అడ్వాన్స్డ్ కోర్స్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నారు కదూ కానీ అప్పటివరకు సెలవు తీసుకుంటున్నాను మీ క్రాంతి కుమార్ శ్రీదీప్ ఐఐటి బాంబే ధన్యవాదములు